దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో భైరవ ముద్ర కోసం తెలుసుకుందాం భైరవ ముద్ర భైరవి ముద్ర అని రెండు ముద్రలు ఉంటాయి ముందుగా భైరవ ముద్ర కోసం తెలుసుకుందాం భైరవుడు అంటే శివుడు భైరవి అంటే పార్వతి భైరవ ముద్రకి అన్ని వేళ్ళు కలిపి ఉంచాలి విడిగా ఉండకూడదు ఈ విధంగా కలిసి ఉంటాయి కుడి చేతి వేళ్ళు అదేవిధంగా ఎడమ చేతి వేళ్ళు కూడా కలిసి ఉంటాయి ఎడమ చెయ్యి నాభి కింది భాగంలో ఈ విధంగా ఉంచాలి చేతి భాగం తొడ భాగంలో టచ్ చేసి ఉంటుంది కుడి చేయి దాని మీద పెట్టి ఉంచితే నడుము తల తిన్నగా ఉంచుతాం కళ్ళు మూసుకొని ఈ ముద్రలో ధ్యానం కూడా చేయవచ్చు దీని పేరు భైరవ ముద్ర ఈ భైరవ ముద్ర వలన శరీరంలో వేడి పుడుతుంది వేడి పుడితే శరీరం లోపల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది ఈ భైరవముద్ర ఎక్కడ వేస్తారు నార్త్ సైడ్ ఉత్తరం వైపు అంటే హిమాలయాల వైపు హిమాలయాల దగ్గర చల్లదనం ఎక్కువ ఉంటుంది కనుక శివుడు భైరవముద్రలో ఉంటాడంటారు పెద్దలు ఎంత చల్లగా ఉన్నా భైరవముద్రలో కూర్చుంటే బయట ఉన్న చల్లదనం మనకు తెలియదు ఒకవేళ మనం అటువైపు హిమాలయాల వైపు వెళ్తే కుల్లు మనాలి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాంచల్ నైనతాల్ రిషికేష్ అటువైపు వెళ్తే ఈ భైరవముద్రలో ప్రాక్టీస్ చేసి చూడండి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు పూట పొద్దున పూట శుభ పొద్దున ఉదయం పూట ఈ విధంగా కూర్చొని చూడండి చలి తెలియకుండా వెచ్చదనం వస్తుంది చలి ఎక్కువ ఉంటే మనం భరించలేం స్వెటర్లు వేసుకొని గ్లౌజ్ వేసుకొని తలకి టోపీలు పెట్టుకొని చేస్తాం ఒక ఒకవేళ ఈ భైరవ ముద్రలో కొద్ది సమయం ఈ విధంగా సాధన చేస్తే శరీరంలో వేడి పుడుతుంది వేడి పుడితే రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది మనస్సు ప్రశాంతత ఉంటుంది ఈ వేడి వలన గ్రంథులు కూడా చక్కగా స్రవిస్తాయి చల్లదనం ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ భైరవ ముద్రనే వేయాలి